టు కంప్యూటర్ వడ్డ ఫ్రెండ్స్ మనకి ఆర్ఆర్బి రైల్వే గ్రూప్ డి దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ పెట్టుకున్న వారికి చాలా సంఖ్యలో పెద్ద సంఖ్యలో అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ అయ్యాయి ఫ్రెండ్స్ సో వీరందరూ కూడా ఎవరైతే రిజెక్ట్ అయ్యాయో వాళ్ళు అప్లికేషన్ మళ్ళీ రీసబ్మిట్ చేయడానికి ఫోటోని రీసబ్మిట్ చేయడానికి రిక్వెస్ట్ పెట్టుకున్నారు ఆర్ఆర్బి రైల్వే బోర్డుకి సో దానికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ చూడండి ఇది అఫీషియల్ వెబ్సైట్ ఇది RRB Secunderabad dot NIC dot in అనేది దాంట్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా click here to for notice on modification of invalid photographs అని సో ఈ ఇన్వాలిడ్ ఫోటోగ్రాఫ్స్ ఏవైతే బ్లర్ ఫోటోగ్రాఫ్స్ వల్ల అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యాయో వాళ్ళకి మళ్ళీ రీసబ్మిట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు ఒకసారి దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఒక పీడిఎఫ్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ నేను క్లిక్ చేశాను ఇక్కడ చూడండి representations received from the candidates of CEN 02 2018 regarding invalid photographs have been examined and the revised status of photos are being emailed to invalid individual candidates. They are advised to check the revised status of their applications. అంటే ఈ అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చే చేసుకోబడినవి దాని ద్వారా ఏంటంటే ఇన్వాలిడ్ ఫోటోగ్రాఫ్స్ ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళకి ఒక మెయిల్ కూడా పెట్టాము మేము పెట్టిన తర్వాత వాళ్ళు ఒకసారి రివైజ్డ్ స్టేటస్ని చెక్ చేసుకోండి అన్నారు స్టేటస్ని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి అని చెప్తున్నారు further as an exceptional measure RRBs have decided to give a one time opportunity to those candidates whose photographs have not been found valid to modify their photographs ఏంటంటే ఎవరైతే ఫొటోస్ అన్నీ కూడా వ్యాలిడ్ కాదు అని వాళ్ళు ఫౌండ్ చేశారో వాళ్ళందరికీ మరొక అవకాశం కల్పిస్తారు ఇది ఒకటే ఛాన్స్ అనమాట ఈ ఫొటోస్ మాడిఫై చేసుకోవడానికి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చారు వాళ్ళు క్యాండిడేట్స్ మే ఏదో login to the application status link on the website of RRBs or through the link available in the email sent to them and upload proper passport size photograph as per the requirements specified in par para 15.1 of by twenty 2018 latest by 23.59 hours అంటే పదకొండు యాభై తొమ్మిది నిమిషాల వరకు ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల పద్దెనిమిది వరకు టైం ఉందన్నమాట ఎవరికైతే వ్యాలిడ్గా ఫౌండ్ అవ్వలేదో ఇన్వాలిడ్ ఫౌండ్ అయినాయో వాళ్ళకి ఒక మెయిల్ పెట్టారు వీళ్ళు ఆ మెయిల్లో కూడా ఒక లింక్ ఇచ్చారు లేదంటే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కూడా ఈ లింక్ని మనం క్లిక్ చేసినట్లయితే ఈ ఫోటోగ్రాఫ్ చేంజ్ చేసే పేజ్కి వెళ్తుంది అనమాట అక్కడ మీరు ప్రాపర్గా ఉన్నటువంటి కరెక్ట్గా ఉన్నటువంటి మీ ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయమని చెప్తున్నారు దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అనేవి దానికి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ అనేవి ఇక్కడ స్పెసిఫైడ్ పారా ఫిఫ్టీన్ పాయింట్ వన్లో మెన్షన్ చేశారనమాట అవన్నీ మీరు చదవండి చదివి దాని తగ్గట్టుగా కరెక్ట్గా ఫోటోగ్రాఫ్ కలర్ సైజ్ ఫోటోగ్రాఫ్ వాళ్ళు ఇచ్చిన సైజు ప్రకారం మీరు అప్లోడ్ చేయండి thereafter decision of RRBs regarding validity of photograph shall be final and binding and no further representations on this account account shall be entertained ఏంటంటే ఎక్కువ సంఖ్యలో రాబట్టి వీళ్ళు మళ్ళీ ఒక అవకాశం కల్పిస్తున్నారు ఎవరికైతే ఫోటోగ్రాఫ్స్ ద్వారా అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యాయో వారికి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చారనమాట దీని తర్వాత ఎటువంటి అవకాశాలు ఉండవు అని చెప్తున్నారు కాబట్టి ఎవరికైతే మీకు అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యాయో వారు ఒక్కసారి మరొకసారి సరిచూసుకొని కొత్త ఫోటోగ్రాఫ్స్ని జాగ్రత్తగా తీసుకొని ఫోటోగ్రాఫ్స్ ఎటువంటి బ్లర్ లేకుండా అంటే క్లారిటీగా ఫుల్ క్లారిటీతో ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్స్ని ఆ సైజు ప్రకారం పెట్టి జాగ్రత్తగా అప్లోడ్ చేయండి ఇది ఒకటే మీకు అవకాశం ఇంకో అవకాశం వాళ్ళు ఎవరో క్లియర్గా మెన్షన్ చేశారనమాట ఇది అఫీషియల్ నోటీసు అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఉన్నటువంటి అఫీషియల్ నోటీస్ ఇది ఆర్ఆర్బీ వారిది click here to login and upload proper photograph అని ఇక్కడ లింక్ ఉంది కదా ఇక్కడ కనిపిస్తుంది మీకు గ్రీన్ కలర్లో దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే వేరే పేజ్ ఓపెన్ అవుతుంది క్లిక్ చేశాను నేను చూడండి ఇక్కడ ఈ పేజ్ ఓపెన్ అయింది కదా ఇక్కడ మీకు ఇక్కడ క్యాండిడేట్స్ లాగిన్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు లాగిన్ చేయండి లాగిన్ చేసిన తర్వాత సికింద్రాబాద్ అని ఇక్కడ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వండి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అలాగే ఎంటర్ క్యాప్చా ఇక్కడ నెంబర్ కనబడుతుంది ఈ నెంబర్ ఇక్కడ ఇవ్వండి ఒకవేళ ఎవరైతే రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయారో ఇక్కడ ఫర్గాట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా దీని మీద క్లిక్ క్లిక్ చేసినట్లయితే ఒక నిమిషం క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి క్లిక్ చేసినట్లయితే date of birth email ID మీ డేట్ ఆఫ్ బర్త్ ఏమంటే ఈమెయిల్ ఐడి మీరు రిజిస్టర్ రిజిస్టర్ చేసినప్పుడు ఇచ్చారు కదా ఫస్ట్ అప్లై చేసినప్పుడు ఆ ఈమెయిల్ ఐడి ఇచ్చినట్లయితే మీ ఈమెయిల్ ఐడికి ఫర్గాట్ పాస్వర్డ్ అనేది వస్తుందన్నమాట వచ్చిన తర్వాత దాన్ని ఇక్కడ సబ్మిట్ చేసి ఇక్కడ ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఇక్కడ ఇవ్వాలి అక్కడ మనం ఎక్కడైతే మర్చిపోయామో అంటే మనకు వస్తుంది కదా ఫర్గట్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత చేంజ్ పాస్వర్డ్ వస్తుంది అనమాట మీ date of birth email ID ఇచ్చిన తర్వాత చేంజ్ పాస్వర్డ్ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేసిన తర్వాత ఐ మీన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీ మొబైల్ మీ మొబైల్ నెంబర్కి కానీ లేకపోతే మీ ఈమెయిల్ ఐడి కానీ వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వండి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఇవ్వండి డేటు మంత్ ఇయర్ ఫార్మాట్లో అలానే ఇక్కడ ఎంటర్ క్యాప్చా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది ఇది ఇది కూడా ఇక్కడ క్యాప్చర్ అయితే క్యాప్స్ స్మాల్ అయితే స్మాల్ జాగ్రత్తగా ఇవ్వండి ఆ తర్వాత లాగిన్ కొట్టి అక్కడ మీ ఫోటోగ్రాఫర్ అనేది క్లారిటీగా ఇవ్వండి అంటే క్లారిటీగా ఉన్న ఫోటోగ్రాఫ్ తీసుకోండి మళ్ళీ కొత్త తీసుకోండి ఎందుకంటే ఇదే లాస్ట్ అవకాశం కాబట్టి మళ్ళీ ఒకసారి మనకు ఛాన్స్ ఇవ్వరు కాబట్టి ఇది చాలాసార్లుగా ఇప్పుడు మనకు అవకాశం ఇచ్చారు ఇది చాలా మంచి అవకాశం మీకు ఎవరికైతే రిజెక్ట్ అయిందో వాళ్ళకి మంచి క్లారిటీ ఫోటోగ్రాఫ్ ఫోటో స్టూడియోకి వెళ్ళి క్లారిటీగా ఫోటో దిగి దానికి ఎలాంటి మెజర్మెంట్స్ ఉన్నాయో వాళ్ళకి మనకి పారా ఫిఫ్టీన్ పాయింట్ వన్లో మెన్షన్ చేశారు కదా దాని ప్రకారం మనం తీసుకొని ఇక్కడ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇది జాగ్రత్త మంచి అవకాశం మిస్ చేసుకోవద్దు okay friends all the best thank you for watching this video friends ఇప్పటివరకు నా ఛానల్కి మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ అవ్వలేదో వాళ్ళు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా మీరు ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ దాని ద్వారా మీకు నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తుంది friends okay friends thank you very much all the best have a nice day